ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఏవి స్పాన్సర్ చేసినవి కాదు హలో ఎవ్రీవన్ నా పేరు షణ్ముఖ మీరు చూస్తున్నారు Arrive Tech YouTube channel holders కానీ లేకుంటే ట్యాబ్ హోల్డర్స్ కానీ దీని బడ్జెట్ లో మనం మన రూమ్ ని చీప్ అండ్ బెస్ట్ గా డెకరేట్ చేసుకోవాలా అంటే ఈ స్టేషనరీస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఎలా అంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి మల్టీపర్పస్ వాల్ హోల్డర్ వచ్చేసి మనకు చిన్న మొబైల్ కంటే కొంచెం పెద్దగా ఉన్న కేస్ అని చెప్పచ్చు ఇందులో వచ్చేసి మనకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ అలానే ఇంటర్ స్టేషనరీస్ మన స్పెక్స్ పెన్స్ ఏవైనా కానీ అందులోకి వేసి పెట్టుకోవచ్చు అండ్ అలానే మనం ఆ హోల్డర్స్తో మనం ఛార్జింగ్ అనేది కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు వీడియో అనేది లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టుగా మీరే ఫస్ట్ చూడొచ్చు దాని ప్రైస్ చూసుకుంటే మనకు within two hundred with free delivery ఛార్జెస్తో మనకు వస్తుంది ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్న అక్కడ నుంచి మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి pro three sixty degrees holder holder అని కాదు ఇది స్టాండ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని త్రీ మోల్డింగ్స్ అనేది మనకు మొబైల్ అనేది ఇలా స్టాండింగ్ పొజిషన్లో పెట్టేసి మనం వాడుకోవచ్చు ఇది మల్టీపర్పస్ హోల్డర్ అని చెప్పుకోవచ్చు ఎలా అంటే మన మొబైల్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ అలానే మనకు ట్యాబ్ అండ్ అలానే మనకు ల్యాప్టాప్ నోట్ ప్యాడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ ఫ్రీ డెలివరీతో పాటు థర్డ్ వన్ వచ్చి మనకు ఎల్వ్ మౌంటింగ్ హోల్డర్ ఇది వచ్చేసి మనకు ఎక్కడైనా కానీ మన స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా దాని పక్కనే మనకు పెట్టుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది దీని ప్రైస్ చూసుకుంటే మనకు one fifty rupees with free delivery fourth one వచ్చేసి మౌంటెడ్ మొబైల్ ఛార్జర్ ఇది వచ్చేసి మనకు ఎక్కడైనా కానీ డే పడేసి అని ఉంటుంది దాన్ని స్టిక్కర్ పీకేసి మనము ఏ వాల్కైనా మనము స్టిక్ చేయొచ్చు ఎలా అంటే మనకు ఉండే రఫ్ స్పేస్లో మాత్రం మనం దాన్ని స్టిక్ అనేది చేయలేము ఎందుకంటే రఫ్ ఉన్న ప్లేస్లో మనకు ఎక్కడైనా కానీ చిన్న డాట్ ఉన్నా కూడా రఫ్గా అది పడిపోతుంది సో అలా కాకుండా ప్లెయిన్ సర్ఫేసెస్లో ఎక్కడైనా కానీ దీన్ని పేస్ట్ అనేది చేయొచ్చు సో దీన్ని ప్రైస్ చూసుకుంటే మనకు two hundred rupees with free delivery charges so ఇవన్నీ నేను టూ హండ్రెడ్ బిలో ఎందుకు చెప్తున్నాను అంటే ది బెస్ట్ మన రూమ్ని డెకరేట్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతాయి సో ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా అక్కడ నుంచి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు సో లేట్ ఎందుకు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అండ్ అలానే కామెంట్ తప్పకుండా చేయండి ఎలా అనిపించాయో అండ్ అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి మా వీడియో అనేది షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టుగా అయితే మీరే ఫస్ట్ చూడొచ్చు టిల్ దెన్ గుడ్ బాయ్ జై హింద్